ప్రియమైన రైతు మన దేశానికి తెలుసు వ్యవసాయం దాని వెన్నెముక్క అని కానీ ఒక రైతు కష్టాల కథ ఇప్పటికీ వినబడలేదు మీ వ్యవసాయ సంబంధిత సమస్యలన్నిటినీ తగ్గించాలని మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఒకే చోట ఎక్కడ దొరుకుతాయి బిగ్ హార్ట్ అనేది రైతుల కోసం ఆధునిక సాంకేతిక ఆధారిత వేదిక ఇది రైతులు పంటల గురించి సరైన జ్ఞానాన్ని సంపాదించడానికి సకాలంలో కీలకమైన సలహాలను పొందడానికి విస్తృత శ్రేణిలో అన్ని రకాల వ్యవసాయ అవసర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది దీని కిసాన్ వేదిక అనేది దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఒక సోషల్ మీడియా ఇక్కడ వారు తోటి రైతులు మరియు నిపుణులతో సంప్రదించి వ్యక్తీకరించి మరియు సలహాలను పొందుతారు బిగ్ హార్ట్ పంట డాక్టర్ మీ ప్రభావిత పంట యొక్క ఫోటో తీస్తారు మరియు సరైన చికిత్సకు తక్షణమే మీకు సలహా ఇస్తారు రైతులు అగ్రి స్టోర్ నుండి ఉత్తమ నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులు ఇంటి వద్దనే డెలివరీతో పాటు పొందగలుగుతారు మీ పెరిగిన ఉత్పాదకత మరియు లాభం యొక్క కథ కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంది ఈ రోజే యాప్ ని డౌన్లోడ్ చేయండి మీ విధేయుడు బిగ్ హార్ట్ మన రైతుల భవిష్యత్తును మార్చుతుంది